ఓ రైతమ్మ ఓ రైతక్క నీ చేతుల్లో మట్టి కొత్త పరిమళం అద్దుకుంటుంది నీ వేళ్లతో విత్తనం కొత్త రూపు సంతరించుకుంటుంది నీ కొడవలితో కోసిన ధాన్యం రైతు కుటుంబాల ఆకలి తీరుస్తోంది నీ కండలు కరిగించి నూర్చిన గింజలు గ్రామీణ జీవితాలను సుసంపన్నం చెయ్యాలి నీ స్వేదంతో పండుతున్న పంటలపై నీ రక్తంతో తడుస్తున్న పుడమిపై సమాన హక్కులు కావాలి సాగులో సంపదలో సమాన వాటా దక్కాలని కోరుకుంటూ ఈ మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా రైతమ్మలకు రైతక్కలకు కృషి టీవీ వందనాలు తెలియజేస్తోంది